హలో నా పేరు రామ్ గోపాల్ ఈరోజు మీతో ఈథర్నెట్ కేబుల్ గురించి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ గురించి వాటి మధ్య ఉన్న తేడా గురించి తెలుసుకుందాం ఈథర్నెట్ కేబుల్ కాపర్తో ఉంటుంది ఫైబర్ ఆప్టిక్ కేబుల్ గ్లాస్తో ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది ఫైబర్కి ఎక్కువ ఉంటుంది compare to Ethernet cable power transfer power over cable అనేది ఈథర్నెట్ ఉంటుంది ఫైబర్ కి ఇంకా రాలేదు కేబుల్స్ ట్రాన్స్ఫర్ స్పీడ్ డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ తగ్గుతుంది లాంగ్ డిస్టెన్స్ కి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సూటబుల్ అవుతుంది షార్ట్ డిస్టెన్సెస్ కి ఈథర్నెట్ కేబుల్ సూట్ అవుతుంది Ethernet cable compare to fibre cable తో ఈథర్నెట్ కేబుల్ కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది ఇంటర్నెట్ అనేది కంట్రీ నుంచి ఒక కంట్రీకి ముఖ్యంగా డేటా సెంటర్ నుంచి డేటా సెంటర్కి డేటా సెంటర్ నుంచి సిగ్నల్ టవర్స్కి అంటే యాక్సెస్ పాయింట్స్కి మాక్సిమం ఎక్కువగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఉంటుంది ఒక ఫెసిలిటీలో ముఖ్యంగా ఒక స్టోర్లో లేకపోతే ఒక కాలేజీలో షార్ట్ ఏరియా వరకు ఇథర్నెట్ కేబుల్ వాడతారు ఈ కేబుల్స్ గురించి ఈ జనరేషన్ స్టూడెంట్స్ తెలుసుకోవడం వల్ల ఎవరైనా నెట్వర్కింగ్ సైడ్ కెరియర్ని చూస్ చేసుకోవాలనుకుంటే ఈ బేసిక్స్ తెలుసుకొని వాళ్ళకు వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని సర్టిఫికేషన్స్ ఆన్లైన్లో సర్టిఫికేషన్ సర్టిఫికేషన్స్ ఉంటాయి నెట్వర్కింగ్ సర్టిఫికేషన్స్ అవి చేసి వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ